బంపర్ మెజారిటీ దక్కి ఆ పార్టీ అప్రతిహత విజయాలు సాధిస్తూ ఎదురులేదనుకున్న తరుణంలో తొలిసారి గొంతెత్తిన వారిగా వైసీపీని ఢీకొట్టిన వారిగా అందరినీ ఆకట్టుకున్నారు అయితే ఆ తరువాత ఆయన వెనక టీడీపీ ఉందని తేలడంతో ఆ విమర్శలకు పదును తగ్గింది జనం అటెన్షన్ కూడా లేకుండా పోయింది కేవలం జగన్ మీద కోపంతో రఘురామ లాజిక్ మరచి చేసే అనేక విమర్శలు కూడా జనాలకు ఎక్కలేదు ఇక తనను ఎన్నుకున్న ప్రజలకు కూడా రఘురామ ముఖం చూపించకుండా ఢిల్లీ లేదా హైదరాబాద్లో ఉండడం కూడా విమర్శల పాలయ్యింది ఇక జగన్తో వైరం పెట్టుకున్న రఘురామ వచ్చే ఎన్నికలలో మరోసారి పోటీ చేయాలని చూస్తున్నారు అయితే టీడీపీ లేకపోతే జనసేనల నుంచి ఆయన పోటీకి సుముఖంగా ఉంటున్నారు ఆ రెండు పార్టీల పొత్తును ఆయన కోరుకుంటున్నారు చంద్రబాబు పవన్లకు అనుకూలంగా ఆయన అనేక స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడంతో రఘురామ రూట్ ఏటో అందరికీ తెలిసింది పొత్తులు కనుక ఉంటే నరసాపురం ఎంపీ టికెట్ జనసేనకు ఇస్తారని ప్రచారం సాగుతోంది జనసేన తరఫున మెగా బ్రదర్ నాగబాబు మరోసారి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కార్యకర్తల మీటింగ్లో పవన్ అన్యాపదేశంగా నాగబాబు ప్రస్తావన తెచ్చి నర్సాపురం పార్లమెంటు పరిధిలోని పార్టీ వ్యవహారాలను నాగబాబు చూసుకుంటారని కేడర్కి చెప్పినట్లుగా ప్రచారం జరిగింది ఇక పవన్ అసెంబ్లీకి పోటీ చేస్తే నాగబాబు పార్లమెంటుకి చేస్తారని కూడా అంతా అనుకున్నారు అయితే లేటెస్ట్గా నాగబాబు జనసేన కేడర్తో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు జనసేనను గెలిపించుకోవడం కోసం తాను అంతలా పర్యటిస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది దీంతో నర్సాపురం సీటు మీద మోజు పెంచుకున్న రఘురామకృష్ణంరాజు వరుసగా రెండవసారి ఎంపీ సీటుకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే నర్సాపురం లోక్సభ సీట్లో ఒకే ఒక్కడు వరుసగా మూడుసార్లు గెలిచారు ఆయనే భూపతిరాజు విజయ్ కుమార్ రాజు తెలుగుదేశం తరఫున ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పన్నెండేళ్ల పాటు మూడుసార్లు ఎంపీగా పనిచేశారు అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఒకసారి గెలిచిన వారు మరోసారి గెలిచిన దాఖలాలు అయితే లేవు మరి నాలుగున్నరేళ్ల పాటు నర్సాపురం ముఖం చూడని rebel MP Raghurama Janasena ticket తెచ్చుకుని టీడీపీ పొత్తుతో రెండవసారి గెలుస్తారన్నదే కీలకమైన పాయింట్ అలా గెలిచినట్లయితే మాత్రం ఆయన విజయ్ కుమార్ తర్వాత ప్లేస్లోకి వచ్చినట్లే